హాయ్ అన్న హాయ్ బాగున్నారా సూపర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న thank you thank you very much rakhi కట్ట నీకే వచ్చిన అవునా థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ హాయ్ ఎట్లున్నావు మొత్తం అంత ఫెస్టివల్ మూడ్ అంతా కనిపిస్తుంది కదా పండగ కదా ఇయ్యాలా అవును కట్టినావా కరెక్ట్ టైం ఏ కడదాం అనుకుంటే నువ్వు వచ్చేసి కదా సర్లే అయితే ముచ్చటించి ఇద్దరం కడదాం రాఖీ తర్వాత కడదామన్నా ఫస్ట్ hmm. అయితే మాచర్ల నియోజకవర్గం అసలు మామూలు టాక్ లేదన్న first of all congratulations thank you మామూలు బజ్ లేదు and hit talk already talk లోనే వచ్చేసింది సినిమా uh, చూడక ముందే ఏడ చూసినా మా మాచర్ల నియోజకవర్గం మా మాచర్ల నియోజకవర్గం సాంగ్స్ బయటనే కాబట్టి hmm, కొంచెం మహతి సాగర్ అన్న మహతి బాగా చేశారు అన్ని ఆల్ సాంగ్స్ అన్ని బాగున్నాయి కదా అసలు సినిమా అసలు నువ్వు hmm. సాంగ్ పాడలేందుకు ఈ సినిమాలో ఏమో డేట్స్ <laughs> అని చెప్పారు నాకు డేట్స్ లేవని చెప్పారు బిజీ అని చెప్పారు మొత్తం యుఎస్ లో షోస్ టూర్స్ అని వెళ్తున్నాడు లేదన్న యుఎస్ కి నేను జస్ట్ వన్ వీకే వెళ్ళొచ్చాను అవునా ఓకే ఓకే కామెడీ చేస్తున్నావు కదా ఇదంతా ఎడిట్ చేసేసేయండి ప్లీజ్ సో <laughs> <laughs> ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంత మంచి హిట్ టాక్ మాస్టర్ తర్వాత ఇప్పుడే మాస్టర్ కరెక్ట్ అవును కరెక్ట్ ఇప్పుడు సో మాస్టర్ మామూలుగానే బాగా <laughs> బాగా ఫుల్ హిట్ అయింది ఓటీ ఓటీటీ హాట్ స్టార్ లో సో ఇది థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది hmm. మంచి టాక్ హిట్ టాక్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది ఫుల్ జోష్ మీద ఉన్నారు ఫేస్ అంతా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నా సినిమా వస్తుంది అంటే థియేటర్లో అంటే లాస్ట్ సినిమా వచ్చింది రంగ్దే మధ్యలో ఇక్కడ ఉన్న మన మన మైస్టర్ వచ్చింది ఓటీటీలో so very excited to see myself on the screen so and very confident సినిమా చాలా బాగా వచ్చింది సాంగ్స్ హిట్ అయినాయి అంతా పాజిటివ్ బస్ ఉంది ఎక్కడైనా సో వెయిటింగ్ రేపు సినిమా రిలీజ్ అయ్యి twenty years back twenty years back అప్పుడు పాట అప్పుడు ఆ పాట ఒక ఊపు ఊపింది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత సాంగ్ లో ఉన్న ఆ పవర్ ఇంకా అలాగే ఉంది అసలు చాలా మంది యాక్టర్స్ నాకు కాల్ చేసి మాట్లాడారు సాంగ్ బలి ఉంది సదాగారు చేయలేదు నాకు కాల్ చేసింది మన చరణ్ గారు ఓకే వేసి అసలు చాలా బాగుంది పాట అని చెప్పారు సో ఇంకా వచ్చే కాల్స్ చాలా కాల్స్ వచ్చాయి సూపర్ mm. mm. అయితే సో uh, అంజలి గారు ఇందులో అంజలి గారితో ముందు చేశారు ఫస్ట్ టైం కదా ఈ మూవీలో అంజలి గారు కృతి శెట్టి గారు క్యాథరిన్ గారు త్రీ హీరోయిన్స్ ah, అంటే Anjali only song work song work song work main full movie అంతా uh, Kriti and Catherine Anjali garu only song song work అంతే బట్ త్రీ హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఎలా ఎందుకు అనుకున్నారు అంటే అక్క డెసిషన్ <laughs> నాన్న డెసిషన్ లేదు క్యారెక్టర్ పరంగా మూవీ పరంగా ఇద్దరు హీరోయిన్లు కావాలి బట్ hmm. ఇంకా స్పెషల్ సాంగ్ కోసము special item I mean girl అయితే బాగుంటుంది అనేసి అట్లా పెట్టామన్నమాట ఇంకా hmm. జాతర సాంగ్ hmm. అదేం కాదు డైరెక్టర్ గారు డిసిషన్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు అంటే నాకు గుర్తొచ్చింది ఎడిటర్ కదా అవునవును ఎడిటర్ ఎడిటర్ అంటే ఇక ఎడిటర్ అంటే ఆయన ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి ఇక డైరెక్షన్ మామూలుగా ఉండదు <laughs> ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది కదా ఎడిటర్ కాబట్టి సో మస్తు ఉంటుంది అన్న అయితే డెఫినెట్లీ అసలు తన షూటింగ్ కూడా అంత ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్లో కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ లా తీశాడు సినిమాని ఎందుకంటే తను బేసిక్గా మంచి ఎడిటర్ కాబట్టి తనకి ఆ కట్టింగ్ పాయింట్ సీన్ ఎలా ఓపెన్ చేయాలి ఎంత షాట్ అంటే ఏ షాట్ తీయాలి అనేది బాగా తనకి ఆ గ్రిప్ ఉంది సో సినిమా అంతా కూడా చాలా బాగా ఇస్తాడు సూపర్ ఎన్ని రోజులు అయిందన్న సినిమా <coughs> డేస్ <laughs> అయితే అంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ గుండెజారి ఎంత సమ్ సిక్స్టీ డేస్ ఎంతో అంతే ఫస్ట్ <laughs> టైం కాబట్టి ఫైట్స్ కి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఫైట్స్ సాంగ్స్ అన్ని చాలా భారీగా ఉంటాయి hmm. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇప్పుడు ఈ గుండె జారి గల్లంతా ఇందే ఇష్క్ ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా అప్పుడు అన్న మంచి లవర్ బాయ్ లాగా ఉండే ఇప్పుడు అంతా మా ఊర మా సొంత లుక్ ఇప్పుడు కొత్త నితిని చూస్తారు ఫుల్ చేంజ్ గెటప్ లో కొత్త నితిన్ <laughs> అవును ఈ గుండె జారి గల్లంత ఇష్క్ ఇవన్నీ చేశారు కదక్క మీరు ఇవి మీరే సెలెక్ట్ చేశారా లేకుంటే అన్న సెలెక్ట్ చేసుకున్నాడా అన్ని సెలెక్షన్స్ అయినాయే అవునా అన్న అక్కవి కాదు సెలెక్షన్స్ పైసలు పెట్టే వరకే ఇప్పుడు పైసలు పెట్టేది అన్న వరకేనా లేకుంటే వేరే వాళ్ళకి కూడా పెడతారు మీరు వేరే హీరో కూడా అట్లే అందరికి ఏ స్క్రిప్ట్ బాగుంటే సబ్జెక్ట్ బాగుంటే వయబుల్ ఉంటే ఎవరైనా ఓకే సో ఇంట్లో ఊర మాస్ లుక్ అంతా ఎట్లా అనిపిస్తుంది అన్న ఫస్ట్ నుంచి ఫస్ట్ నాకు చాలా ఫ్రెష్గా ఉంది ఎందుకంటే ఆ సాఫ్ట్ రోల్స్ చేసి నాకు చాలా బోర్ అయిపోయింది ఇండస్ట్రీ hmm. వచ్చి ఇట్ ఆల్మోస్ట్ బీన్ లైక్ నేను వచ్చి ట్వంటీ ఇయర్స్ సో ఇప్పుడు కొంచెం ఆ లవ్ స్టోరీ చేసి నాకు బోర్ <laughs> అయిపోయింది నాకు అసలు <laughs> గుడి <laughs> సో అందుకే బ్లైండ్ రోల్ సో అందుకే కొంచెం డిఫరెంట్ చేద్దామని ఒక hmm. మంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో వస్తున్నా ఐఏఎస్గా hmm. వస్తున్నాయి సినిమాలు ఫస్ట్ ఎవరు డైరెక్టర్ గారు తీసుకొచ్చారా ఐఎస్ అంటే ఐఎమ్ సింగిల్ ఐఎస్ అంటే I'm single I'm single Bheeshma Bheeshma I'm single అని చెప్తారు కదా ఐఎస్ దీంట్లో కలెక్టర్ ఈ సినిమాలో ఐఎమ్ సింగిల్ లేకపోతే కలెక్టర్ కలెక్టర్ కలెక్టర్ కలెక్టర్ ఏదన్నా పాలిటిక్స్ లో ఏమన్నా ఉంటది కొంచెం పొలిటికల్ టచ్ ఉంటుంది సినిమాలో అంటే సినిమాలో అనట్లేదు బయట అంటున్నా బయట ఏంటి బయట ఏమన్నా పాలిటిక్స్ లో ఎంట్రీ అయ్యి ఏమన్నా ఎందుకు ఉన్నాయా ఎందుకు లేదా లేదు అసలు లేదు కదా సినిమా వర్క్ చేస్తారు సినిమా వర్క్ అంతే సినిమా వర్క్ అంతే ఓకే ఓకే సో అందులో ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు ఎట్లా అనిపించింది ఐఏఎస్ రియల్ అంటే చిన్నప్పుడు మీరు ఇందులో ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు కదా చిన్నప్పుడు ఏమన్నా ఏమన్నా ఉండేనా చిన్నప్పుడు ఫస్ట్ ఏమన్నా నన్ను అడితే ఫస్ట్ నేను చెప్పేది అసలు నువ్వు ఏమవుతావు అనుకుంటున్నావు అంటే ఐఎస్ అనేవాడిని ఫస్ట్ అవునా ఫస్ట్ ఐఏఎస్ ఫస్ట్ ఆ తర్వాత ఐపీఎస్ పోలీసు <clears throat> అని చెప్పేవాడిని బట్ అక్కడ నుంచి అక్కడేం కాలేదు సో ఇప్పుడు ఈ సినిమాల్లో నా చిన్నప్పటి డ్రీమ్స్ <laughs> సినిమాలు సినిమాల్లో ఫుల్ఫిల్ అయిపోతుంది <laughs> అట్లా కాదు చిన్న ఉన్నప్పుడు బాగా చదువుకుంటాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని ఫస్ట్ ర్యాంక్ అనమాట క్లాస్ పెరిగిన కొద్ది మార్కులు గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళి second fifth tenth tenth class ఇంటర్కి వచ్చేసరికి ఫెయిల్ ఫెయిల్ కాదు కానీ కష్టపడి పాస్ అవ్వాలి పాస్ మీద ఇంజనీరింగ్ జాయిన్ కష్టపడి కాపీ కొట్టాలి కాపీ hmm. కొట్టి పాస్ అవ్వాలి ఎంత స్ట్రెస్ అప్పుడు నాకు ఎప్పుడన్నా కాపీ చిట్టీలు ఇచ్చి అన్నకి నేను ఇవ్వలే వాడు పెట్టుకుంటే పెట్టుకుంటే <laughs> చిన్నప్పుడు ఎట్లుంటుండే అక్క అన్న మీరు చిన్నప్పుడు ఎట్లుంటుండే ఇద్దరం బాగా ఫైటింగ్ చేసుకునే వాళ్ళం బాగా కొట్టుకునే వాళ్ళం మామూలు కాదు నిజం చెప్పు అక్కే కొడుతుంది కదన్నా ఇద్దరం ఇద్దరం సాఫ్ట్ కదా ఫుల్ సాఫ్ట్ ఓన్లీ సినిమాలే సాఫ్ట్ అవునా చాలా సాఫ్ట్ నేను చాలా ఇన్నోసెంట్ నేను ఎన్ని రోజులు అన్నతో ట్రావెల్ చేసిన మాస్ట్రో మూవీలో అన్న సాఫ్ట్ అసలు చాలా మంచి చిన్నప్పుడు తినే తిన్న ఫస్ట్ కొడితే నెక్స్ట్ ఇంకా అప్పుడు ఇంకా నేను కొట్టేవాడిని అవును తప్పక కొట్టేవాడిని నన్ను నేను కాపాడుకోవడానికి కొట్టేవాడిని సో అక్క ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అన్న కోసం ఏమన్నా అంటే రాఖీ పౌర్ణమి కాబట్టి ఇదంతా అడగాల్సి వస్తుంది ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు అన్న కోసం ఏమన్నా గిఫ్ట్ తీసుకురావాలి అని మొత్తం అంతా వాని కోసమే తీసుకురావడం అన్ని అవునా అన్న మీరు మీరు పోయినప్పుడు <laughs> అసలు ఒకటి ఒకటి ఒకటి ఏదో అసలు మీద ఇదేనా ఉండే ప్రేమ ప్రేమ గుండెలో ఉంటుంది ప్రేమ డైలాగులు లేవు ఇక సో నా సినిమా విషయానికి వస్తే మాచర్ల నియోజకవర్గం సినిమా విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత సూపర్ ఉంది ఆయన ఆయన గురించి మీరు ఏం చెప్తారు సాగర్ నాకు ఆల్మోస్ట్ ఇది నా థర్డ్ సినిమా ఫస్ట్ సినిమా భీష్మ అది hit Maestro hit audio and ఈ సినిమా ఆడియో ఆల్రెడీ పెద్ద హిట్ అయిపోయింది ఆడియో అండ్ సాంగ్స్తో పాటు ఈ సినిమాకి వర్క్ వెరీ వెరీ హార్డ్ నాకు ఒక తమ్ముడు లాగా సాంగ్స్తో పాటు మెయిన్ అసలు సినిమా వచ్చే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఇరగొట్టాడు సో నా సినిమాలో this will be one of the best background musics ఉంటుంది సినిమా మీరు బ్యాక్ నుంచి అక్కడ ఏదో వస్తుంది కదా అక్కడ అసలు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు ఎస్పెషల్లీ మీరే అన్న కోసం ఏమైనా సెలెక్ట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా ఎస్పెషల్లీ అన్నట్టు ఏం లేదు ఇప్పుడు ఈ సినిమా కూడా కలెక్టివ్ డెసిషన్ ఫస్ట్ విన్నా కానీ మళ్ళీ వినేసి hmm. విను అని అంటే వినేసి ఫస్ట్ విన్న ఫస్ట్ గోల్ అనే చాలా బాగుంది లైక్ మొత్తం సిక్స్ సెవెంటీ పర్సెంట్ మూవీ అయితే చాలా బాగుంది మొత్తం అంత చేసి చెప్పు బాగుంది okay fine we should do అన్నట్టు ఇంకా ఒకదాని it was the collective decision అనమాట కలిసి చేద్దాము అనేసి ఈ సినిమా అయితే చెప్పాలంటే తను విన్నాడు బట్ సెలెక్ట్ చేసేది అంటే ఎంకరేజ్ చేసింది నేనే అంటే ఇప్పుడు first time director debut director చేద్దామా వద్దా కొంచెం ఎక్స్పీరియన్స్లతో చేద్దామా ఎందుకంటే ఇప్పుడు మనము నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ చేద్దామంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్ట్తో చేస్తే బాగుంటుంది అనుకుంటాం కదా బట్ కథ అంత నచ్చి డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ శేఖర్ మీద ఉన్న నమ్మకంతో we went on to doing this film ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత యాక్షన్ ఎపిసోడ్స్ డాన్స్లు ప్రతి డాన్స్లో చూస్తే సెట్ కానీ ఫస్ట్ చిల్మారో సాంగ్ కానీ బీచ్ సెటప్ కానీ గోవాలో చేసాము టెన్ డేస్ షూటింగ్ అది అయిపోయినాక ఈ మన రారారెడ్డి సాంగ్ కానీ రాన్ రాన్ సాంగ్ కానీ ఇవన్నీ భారీ ఎత్తులు తీసినాయి అంటే ఒక్కొక్క ఈ రారారెడ్డి సాంగ్ అయితే two hundred members three hundred members five hundred members dancers ఒక్కొక్క రోజు సాంగ్ అంటే <laughs> రాను సరే రాను రాను అంటున్న సాంగ్ రాను అంటే సాంగ్కి ఒక్కొక్క రోజు ఫైవ్ ఎంఎం హండ్రెడ్ డాన్సర్స్ జానీ మాస్టరు అంటే ఒక వేరే లెవెల్లో తీసాం ఈ స్క్రిప్ట్ని అంత నమ్మినాం కాబట్టి అంత బాగా ఖర్చు పెట్టి కూడా తీసాము హెల్ప్ కావాలి అన్నట్టు అట్లా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను ఇంకా వెళ్ళిపోవచ్చు తిని బాగా మాడుతుంది కాబట్టి ఇంటర్వ్యూ ఇంకా నేను ఎందుకు అబ్బా అంటే ఇప్పటి నుంచి ప్రతి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూర్చో నాకు హ్యాపీ నేను వెళ్ళిపోతా నేను యాక్టింగ్ చేస్తే నా ఫేస్ చూసి ఫ్యాన్స్ వస్తారు అంటే నేనే ఇచ్చేసుకుంటా నువ్వు హీరోయిన్ నేను హీరోయిన్ కాదు నేను ప్రొడ్యూసర్ని కాదు అన్న ఇప్పుడు మన రాను రాను అంటునే సాంగ్ అప్పుడు చిన్న పిల్లగాడు కదా మీరు అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అంటే eighteen years eighteen years eighteen years లోనే ఎంట్రీ ఇచ్చిర్రా సినిమాలకు ఎందుకు అట్లా అనిపించింది ఎంట్రీ ఇవ్వాలని అంటే మీకే అనిపించిందా నాన్న లేదు అది నేను హీరోయిన్ బై యాక్సిడెంట్ నేను నేను అంటే అడిగిన ప్లాన్ నేను హీరో అవ్వాలని నేను ప్లాన్ చేయలేదు ఒక సినిమా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్లో ఆ డైరెక్టర్ తేజా గారు నన్ను చూసి నన్ను తీసుకొచ్చి నన్ను చేశాడు హీరోని అలా యాక్సిడెంట్ యాక్టర్ నేను సో <laughs> అందులో రాను అంటూనే ఆ స్టెప్స్ ఏమన్నా ఏంలో ఏమన్నా సేమ్ చేశారు పెట్టాం ఇది ఒక్కటి పెట్టినట్టున్నారు అదే అదే అంత అవునా యా సూపర్ అన్న ఎప్పుడు చూసినా కూడా నితిన్ అన్న నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు ఏంటి సీక్రెట్ అసలు చెప్పన్నా యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఈ డైలాగ్ సూపర్ అన్న కాదు ఈ డైలాగ్ నేను చెప్పేవాడిని మామూలుగా వేరే వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మిమ్మల్ని చూసి పెరిగాను అని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నేను అప్పుడే ఒక పెద్దవాడిని అయిపోయినా నాకు చాలా గర్వంగా చాలా సిగ్గుగా ఉంది నాకు అట్లా చెప్పను నేను <laughs> అవునా కామెడీ ఓకే ఇంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు ఇంత చిన్న పిల్లగాని లెక్కనే కనిపిస్తున్నారు మీరు ఎట్లా అసలు ఎట్లా సాధ్యం అంటే అది బై జీన్స్ ఆ లేకుంటే ఏమన్నా జీన్స్ సెపరేట్ గా ఏమన్నా దానికి తగ్గట్టు ఫుడ్ నా గ్లామర్ రహస్యం ఏమంటారు అవును జస్ట్ జీన్స్ అంతే అనుకుంటా గాడ్స్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ అంటే మరి అక్కలేదే <laughs> <laughs> కానీ నమ్మరు అని నమ్ముతారు ఇంకా అస్సలు నమ్మ నేనైతే టూ మచ్ కదన్నా ఇది అక్క నిజంగా అస్సలు నమ్మరు చెప్తారు చెప్పండి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా చెల్లి అంటే నమ్ముతారా అక్క అంటే నమ్ముతారా అక్క తమ్ముడు అంటే నమ్ముతారు కదా నన్ను అయితే చెల్లి అంటారు అమ్మమ్మ అమ్మమ్మ నేను అమ్మమ్మ ఓకే థ్యాంక్ యూ సో చెప్పన్నా ఏంటి డైట్ ఫుడ్ అంతే అవునా మీ అసలు ఫేస్ కి ఇలాంటి క్రీమ్ వాడను ఫేస్ క్రీమ్ వాడను ఫేషియల్స్ వెళ్ళను అక్క అయితే పొట్టు పొట్టు వాడతారు కదా వీళ్ళు ఫుల్ వాడతారు క్రీమ్స్ నేను అసలు ఏం వాడను క్రీమ్స్ పాపం అక్కడ రాఖీ స్పెషల్ అది కాదు నువ్వా ఇంకా మేకప్ వేసుకుంటావేమో షూట్ లో ఎవ్రీడేకి అది కూడా మేము ఉంటుంది మొత్తం ఈ భారీ లైట్స్ తో ఉంటుంది జస్ట్ పౌడర్ వేసుకుంటాడు అన్న మేకప్ అస్సలు వేసుకోడు అదే అదే వేసుకుంటాను అది కూడా జస్ట్ టూ మినిట్స్ మేకప్ అంతే కంటి ఇలా ఇలా అంటారు అంతే మేకప్ అయిపోయింది అవునా అక్క నిజం చెప్పు ఒకసారి ఇంటికి వస్తా చూస్తాను <laughs> ఆ, చూడు మేకప్ ఏం వాడవా అదే మా- అడుగు అవునా చెప్తాడు అన్న అన్న ఇందులో మన రాజప్ప రాజప్ప రాజప్ప సముద్రగని గారు సముద్రగని గారు చేశారు కదా ఏమంటారు <clears throat> ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు దండం పెట్టాలి అసలు మామూలు యాక్టర్ కాదు సో మీకు ఇంట్లో ఆపోజిట్ క్యారెక్టర్ కదా సో ఆయనతో వర్క్ ముందు ఎప్పుడన్నా చేశారా ఇదే ఫస్ట్ సినిమా ఫస్ట్ టైమా ఆయన గురించి ఏం చెప్పాలి అనుకుంటే సినిమా it has very strong villain character కావాలి సో విలన్ hmm. క్యారెక్టర్కి ఎవరు అనుకుంటే నాకు ఫస్ట్ కథ వినగానే మా ఇద్దరికి వచ్చిన ఐడియా సముద్రకరణ గారు ఉంటేనే బాగుంటుందని అనిపించింది సేమ్ టైం hmm. సో ఆయన పెట్టాము and he did extraordinary job చాలా చాలా బాగా చేశాడు సో నా నాది అండ్ ఆయన సీన్స్ ఇద్దరు సీన్స్ కలిస్తే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి నైస్ అన్న సూపర్ ఇప్పుడు ఒక సింగర్ తో ఇట్లా ఇంటర్వ్యూ చేయించుకుంటున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు సింగర్ కాదు నువ్వు ఆల్రౌండర్ నువ్వు డాన్సర్ నువ్వు సింగర్ నువ్వు యాక్టర్ నువ్వు అంటే హీరోయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ సినిమా ఆడిషన్ లా నువ్వు చెప్పేసి నాకైతే అసలు నాకు అంటే ఒక సింగర్ తో యాంకర్ తో నాకు లేదు నాకు ఎందుకంటే నా సినిమాలో మా జర్నీలో నువ్వు నన్ను అన్న అనేదానివి నేను నేను చెల్లి అనేదాన్ని సో నాకు ఒక చెల్లి వచ్చినట్టు తప్ప నాకు ఓ సింగర్ వచ్చిందో నాకు లేదు అక్కడ ఇంతకంటే ఏమన్నా ఉండదు వాళ్ళు చెప్పారు ఏమొద్దు ఇక నాకు వద్దు ఇక మంచిగా వెళ్ళిపోతాయి మైక్ తీసేసి వెళ్ళిపోతాయి రాఖీ కట్టి రాఖీ కట్టేసి వెళ్ళిపోతాయి నాకు గిఫ్ట్ కూడా ఏమొద్దు అవునన్నా రాఖీ పౌర్ణిమ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు చిన్నప్పటి నుంచి చేసుకునేట ఎలా చేసుకునేటోళ్ళు చేసుకుంటారు చేసుకుంటున్నాను అట్లాగే every year every year sweets కేక్లు చాక్లెట్లు ఏమిటంటే అదే చూడండి మంగళారతి మంగళారతి ఇచ్చి మంగళారతి ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి కదా డబ్బులు పెడతారు కదా గిఫ్ట్ గిఫ్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ అది నా బర్త్ రైట్ తీసుకుంటా తీసుకుంటే ఎట్లా సంవత్సరంలో ఒక్క రోజునే తీసుకోవాలి నేను రాఖీ రోజు అది కూడా తీసుకోకుంటే ఎట్లా అసలు మామూలుగా లేదు కనిపిస్తుంది ఎంత టార్చర్ చేస్తున్నావు అన్నని ఎంత టార్చర్ చేస్తున్నావు ఇంట్లో నాకు కనిపిస్తుంది ఇక్కడే మూడు వందల అరవై నాలుగు రోజులు నేను ఇస్తా ఒక్క రోజు మన దగ్గర నేను తీసుకుంటా సూపర్ మీరేమన్నా ఇచ్చారా అన్నకి అడుగు అన్న ది బెస్ట్ గిఫ్ట్ అక్క ద్వారా తీసుకున్నది ఏదన్నా చాలా ఇచ్చింది గిఫ్ట్లు చాలా ఉంది గిఫ్ట్లు ఉండిపోయేది ఇలా ఇదే ఇదొకటి అవునా అది ఇచ్చిందా నైస్ సూపర్ ఓకే నాన్నతో ర్యాప్ ఎట్లుంటుంది మీ ఇద్దరు ఎక్కువ ఎవరిని లవ్ చేస్తాడు నాన్న ఆబ్వియస్లీ అన్న అవునా చిన్నోడు కదా పార్షియాలిటీ మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ వీడి మీదే ఉన్న ప్రేమంతా వాడి మీదే ప్రేమ సేమ్ ఉంటది బట్ నా మీద ఒక లెవెల్ ఒక లెవెల్ బట్ మా ఇంట్లో మాత్రం నా మీదనే ఎక్కువ ఉంటది అవునా అని అదృష్టం నిజంగా అదృష్టం నిజంగా అదృష్టమే కదా అన్న నాకు ఈ కామెడీ కామెడీ అంటుంటే నవ్వుతున్నాం కదా సో నాకు కమెడియన్ మన వెనల్ కిషోర్ గారు గుర్తొచ్చారు ఆయనతో ఎట్లా అనిపించింది మీకు అంత సినిమా అంతా కిషోర్ బేసికలీ నాకు బాగా క్లోజ్ నాకు కిషోర్ సో మేద్దరం సీన్ చేసేటప్పుడు ఇద్దరికి like very good rapport and ఎట్లా అంటే కెమిస్ట్రీ నాది హీరోయిన్ కంటే కూడా నాది కిషోర్ మధ్య మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఆ టైమింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది భీష్మ కానీ మన సినిమా రంగదే కానీ ఈ సినిమా ఈ సినిమాలో తన ఫస్ట్ హాఫ్కి ఈజ్ అ మెయిన్ హైలైట్ పిచ్చ కామెడీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఫుల్ కామెడీ అసలు ఏబీసీ సెంటర్లో అందరూ బాగా ఈ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు hmm. దీనికి మెయిన్ కారణం కిషోర్ కిషోర్ కిషోర్ అన్న అంటే డైరెక్టర్ గారు అంత బాగా రాశారు ఆ క్యారెక్టర్ అంత బాగా రాశారు దాన్ని కిషోర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు యాక్చువల్లీ షూట్ చేసినప్పుడల్లా రోజు కెమెరా వెనుక కూర్చొని మానిటర్ వెనుక కూర్చొని చూసుకుంటే నేను కింద మీద పడి నవ్వేదాన్ని అది అయిపోయాక కిషోర్ గారు కూడా మాకు బ్రేక్స్లో కూడా అదే క్యారెక్టర్ కంటిన్యూ అయిపోయి ఫుల్ ఆ షూటింగ్ చేసిన రోజులు చాలా హ్యాపీగా నడిచిపోయింది యాక్చువల్లీ బయట కూడా అట్లే ఉంటాడు అన్న బయట normal very funny guy cool cool guy బయట cool guy very cool funny guy action అనగానే యాక్షన్ మొత్తం అసలు hmm. నట విశ్వరూపం వస్తుంది నట విశ్వరూపం ఈ ముగ్గురు హీరోయిన్స్ లో మీతో మంచిగా అనిపించింది ఎవరితో అనిపించింది అంటే ఎక్కువ డేస్ వర్క్ చేసింది నేను విత్ కృతి కాబట్టి నాకు కృతితోనే ఎక్కువ నా ఫేవరెట్ హీరోయిన్ నా భూమిక నీ భూమి భూమిక భూమిక ఖుషి భూమిక గారు ఖుషి ఖుషి అవునా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎవరు లేరండి ఇప్పుడు ఎవరు లేరా అన్న అక్కడ అయిపోయింది నా నా టీనేజ్లో అక్కడ లవ్ అక్కడ అయిపోయింది అంతే <laughs> భూమిక హీరోయిన్స్ దీపిక దీపిక పడుకోండి ఇక్కడ వాళ్ళ గురించి చెప్పు <laughs> ఇక్కడ నేనని చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పేసుకున్నావా చెల్లి <laughs> నేను హీరోయిన్ కాదులే సింగర్ <laughs> అయితే మన రాజశేఖర్ రెడ్డి గురించి ఏం చెప్తారన్న మీరు అంటే డైరెక్టర్ తను నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ నాకు ఫస్ట్ hmm. తను కలిసింది హార్ట్ అటాక్ సినిమా కలిశాను ఆ సినిమాకి తన ఎడిటర్ hmm. స్లో స్లోగా ఫ్రెండ్స్ అయ్యాము ఫ్రెండ్స్ అయ్యాక ఈ కథ చెప్పినప్పుడు కథ నాకు నాకు కథ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చి సినిమా చేశాము అండ్ తను ఒక పెద్ద ఆల్రెడీ ఒక ఎడిటర్ కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా సినిమా తీశాడు అండ్ వాజ్ వెరీ క్లియర్ అంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్ ఎక్కడ తను ఎక్కడ అసలు భయపడకుండా చాలా కూల్గా చాలా కాన్ఫిడెంట్గా సినిమా తీశాడు సో సినిమా డెఫినెట్లీ పెద్ద హిట్ అయి అవుతుంది అండ్ అవుతుంది అండ్ ఈ సినిమాతో తను ఒక పెద్ద మంచి మాస్ డైరెక్టర్ అవుతాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సూపర్ అన్న గ్రేట్ వర్డ్ అండ్ మన ఫైట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న ఫైట్ చేసేటప్పుడు దెబ్బలు తాకుతాయి కదా బాగా ఫైట్స్ అప్పుడు దెబ్బలు తాకుతాయి అండ్ ఈ hmm. సినిమాలో hmm. నా ఫైట్స్ ఉన్నాయి కదా చాలా చాలా ఫైట్స్ ఉన్నాయి సినిమాలో hmm. ఒక ఫోర్ మెయిన్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ టూ స్మాల్ ఫైట్స్ ఉన్నాయి సో చేసిన ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ అన్ని నా కెరీర్లో ది బెస్ట్ ఫైట్స్ ఇవన్నీ నా ట్వంటీ ఇయర్స్ కెరియర్లో the best action blocks and వాటి తీసిన మా ఫైట్ మాస్టర్స్కి I thank them a lot super అన్న అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ అన్ని చాలా కనిపిస్తున్నాయి ఫైట్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నారా ఈ సినిమా లేదు కథ కథ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కథ చాలా స్ట్రాంగ్ ఉంది కమర్షియల్ సినిమా కాబట్టి మా సినిమా వచ్చింది మీ దగ్గరికి కథ ఒక two years back two years back two years వచ్చింది తర్వాత దెన్ దీని తను స్టోరీని డెవలప్ చేసి కొంత టైం పట్టేది ఈ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అన్నీ ఉన్నాయి కదా సో అలా పోరి <clears throat> సూపర్ సాంగ్ కి కాలు బెనికింది అసలు అక్క చెప్తుంది నాకు కాలు బెనికింది చెయ్యి అంతా ఇదైంది ఫ్రాక్చర్ లాగా అయింది అయినా కూడా చేసిండు పాపమ్మ అంటుండే ఎట్లా అనిపించింది ఒక యాక్షన్ ఎపిసోడ్ లో నాకు ఇక్కడ లెగ్ కి had a small muscle tear ఉండే సో ఒక టూ వీక్స్ ఇచ్చాను రెస్ట్ ఇచ్చేసి సరే ఓకే ఇంకా అయిపోయింది అనుకుని దీని వెంటూ షూట్ ఉంది కదా మన ఫారెన్ సాంగ్ మిలాన్ మిలాన్ అనమాట సో వెళ్తే మిలాన్లోకి వెళ్తే అక్కడ అక్కడ ఇంకెక్కింది అక్కడ అక్కడ చిన్న ఒక డ్యాన్స్ మూమెంట్లు ఇంకా ఎక్కువ మొత్తం అప్పుడు అప్పుడు ఇంకా had muscle tear proper tear muscle tear వచ్చాను two three weeks two weeks ఉన్న రెస్ట్ పెట్టి ఎవ్రీడే షూటింగ్ ఎవ్రీడే షూటింగ్ ఉంది shooting shooting so everyday evening మన ఫిజియో ఎంచుకుంటున్నాను బట్ స్టిల్ లాస్ట్ సాంగ్ వచ్చేసరికి మళ్ళీ డ్యాన్స్ అంటే అది హెవీ డ్యాన్స్ కదా డ్యాన్స్ చేయాలి అండ్ సో కాల్ మొత్తము టేపింగ్ చేసి టేపింగ్ మొత్తం చేసేసి ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం నా ఫిజియో వచ్చి తను మొత్తం నాకు హెల్ప్ చేసి ఈ ప్రాసెస్లో ఈ హ్యాండ్ మొత్తం అయిపోయింది మొత్తం పట్టింది సో ఈ హ్యాండ్ ఈ లెగ్ అసలు చాలా టార్చర్ చేశాను లాస్ట్ సాంగ్ అయితే అయినా గ్రేట్ ఏం మనకు ఇవన్నీ సుఖంగా పైసలు అంతే పైసలు తీసుకోవడం తప్ప మనం పడే కష్టం అసలు ఏంటి మనకే తెలుసు ఆటోగ్రాఫ్లు మమ్మల్ని నడుతున్నారా మిమ్మల్ని నడుతున్నారా ఫోటోలు మీతో దిగుతున్నారా మాతో దిగుతున్నారా మరి అవన్నీ వేరే కష్టం గురించి అంత కష్టపడితేనే అంత ఇదైతావు కదా లేకపోతే ఏమున్నా ఎక్కడి నుంచి ఫేమ్ వస్తుంది ఇంత ఫేమస్ ఏది చూస్తుంది ఎట్లా అవుతారు ఇంకా ఫేమస్ అవన్నీ ఎందుకులే కానీ <laughs> సినిమా వరకే మాట్లాడుకున్నాం మన ఈ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదన్నా మన Jani Jani master Sekhar master Jitu master master and Sobhi Sobhi Sobhi master Sobhi master Sobhi master four songs four songs కి ఫోర్ కొరియోగ్రాఫర్స్ నైస్ అన్న జానీ మాస్టర్ కదా రాను రాను రాను రాను సూపర్ అన్న ట్వంటీ ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఇయర్స్లో మీకు ఎట్లా అనిపించింది ఈ జర్నీ గురించి ఏమైనా చెప్తారన్నా జర్నీ ఇట్ ఇస్ వెరీ అంటే చాలా హిట్స్ చూశాను ఫ్లాప్స్ చూశాను hmm. అండ్ ట్వంటీ ఇయర్స్ ఉన్నా ఉన్నానంటే దానికి మెయిన్ కారణం ఆడియన్సే ఆడియన్స్ సపోర్ట్ అండ్ లవ్ లేకుంటే ఈ journey would won't have been possible so I thank all the audience for being so supportive and giving me enough love ఇప్పుడు అన్న సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏదక్క రెండు మూడు ఉన్నాయి hmm. సై ఫస్ట్ సై ఇష్టం hmm. చాలా ఇష్టం అండ్ దెన్ ఇష్క్ అది చాలా ఇష్టం ఆ తర్వాత మొన్న భీష్మ భీష్మ చాలా చాలా ఇష్టం ఇప్పటికీ ఎప్పుడు ప్రతిరోజు పెట్టుకొని ఐ మీన్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూస్తూనే ఉంటా కామెడీ టైమింగ్ ఏంటి పంచ్ ఏంటి నితిన్ ఫ్రెష్నెస్ ఏంటి చాలా బాగున్నాడు ఇవి సూపర్ నాకైతే జయం నా ఆల్ టైం ఫేవరెట్ అది జయం అది ఇంకా ఇంకేమంటుంది అది ఒక ఇది నెక్స్ట్ లెవెల్ అసలు ఈ మూవీలో మీకు ఇష్టమైన పాట అంటే అన్ని అన్ని పాటలు మీకు ఇష్టమే ఏదైనా ఒక పాట పాడరా అన్న ప్లీజ్ అబ్బా <laughs> నేను పాట పాడితే నువ్వు నా గొంతు ఏం ఏం లేదన్నా <laughs> పాడన్నా ఏం కాదు నా పాడన్నా కాదు కదా నువ్వు వాడు నేను నీతో కలిసి వాడదాం కలిపి చూసిన నీ స్థుతిలో నా స్థుతి కలుపుతా లేదు లేదు కాదు కాదు కాదు కాదు నీ కాదు నీ స్టెప్ లో స్టెప్ కలుపుతాడ మాంగ్లీ పాట వద్దంట ఇప్పుడు నువ్వు చెప్పేసి చెప్పేస్తుందంట ఇది కావాలన్నా సరే నేను పాట పాడతా నువ్వు డాన్స్ చేయడానికి ఇది బాగుంటుంది మీతో కలిసి మీతో కలిసి చేస్తా తప్పకుండా నాతో కాదు నేను పాట పాడుతూ నువ్వు డాన్స్ చేయలేదు వామ్మో కూర్చొని పాట పాడతా అన్న వద్దులే <laughs> ఏ చెయ్యు నేనేం చేస్తాను ఏ చెయ్యు పాట పాడన్నా ఊకే నేను డాన్స్ చేసి పాడతా ఓకే ఊరికే రెడీ నిల్చొని ఇదే అంత పర్లేదు ఓకే, కూర్చొని ఓకే పర్లేదు రెడీ పాడన్నా <clears throat> చెయ్యి ఫస్ట్ స్టార్ట్ చేయను స్టార్ట్ చేయి రెడీ ఓకే <laughs> నేను నేను యాక్షన్ అంటాను మీరు ఇద్దరు స్టార్ట్ చేయండి రెడీ నువ్వు వేయాలి త్రీ స్టార్ట్ నువ్వే వాడు నీ వర్జన్ నువ్వు వాడు కాదు కాదు కావాలి కావాలని చేశాడు నా <laughs> ఇప్పుడు మీకేమన్నా మీ గొంతు బాగుండి వేరే మీ మూవీస్ లో మీరే పాడుకుంటారా అంటే నేను బాగా పాడితే మళ్ళీ సింగర్స్ నన్ను పిలిచి అది మిగతా సింగర్స్ నేను వాళ్ళ పుట్టను కొట్టి వాళ్ళ పొట్ట కొట్టుడు ఎందుకులే కానీ ఇది జస్ట్ ఎడిట్ జస్ట్ చేసేయండి జస్ట్ మన మన కోసం పాడన్నా రెడీ రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములూరి గుడికొచ్చే సిన్నదో సిన్నది చాలు అంతేనా మస్తు పాడుతున్నావు అన్నా నిజం చాలా బాగా పాడినావు యాక్చువల్లీ గొంతు బాగాలేదు ఇంకా ఇదేమంటే ఇంకా బాగా పాడేవాడిని డామినేట్ మాంగ్లీ ఇప్పుడు నీ వర్షన్ లో వాడు అన్న వాడాను కదా నువ్వు వాడు నా వర్షన్ ఇప్పుడు విన్న పాట ఓకే ఆ చిన్న లైన్ పాట పాడు రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడికొచ్చిందో కుర్రదో కుర్రదే సూపర్ సూపర్ సూపర్ సూపర్ బాబాడు థ్యాంక్ యూ అన్న thank you so much so rakhi కట్టేద్దామా